అనగనగా సునీల్ అనే ఒక కుర్రవాడు ఉన్నాడట ఈ కుర్రవాడు ఒకనొక సందర్భంలో అనుకునే రీతిగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక బైక్ గుద్ది తన కాలు ఫ్రాక్చర్ అవుతుంది ఫ్రాక్చర్ అయినటువంటి సునీల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్యాండేజ్ అన్ని వేయించుకున్నాక డాక్టర్ గారు సునీల్తో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఏమాత్రం నువ్వు మెట్లు ఎక్కకూడదు ఈ కట్టు విప్పేదాకా నీ గాయం నయమయ్యేదాకా ఏమాత్రం మెట్లు ఎక్కకూడదు అని సెలవిచ్చాడట సునీల్ అనే సహోదరుడు తిరిగి వచ్చేసాడు అనేక రోజులు గడిచాయి మరలా డాక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అడిగారట ఎప్పుడైనా మెట్లు ఎక్కావా కాలికి బరువు పెట్టావా అని అడిగితే లేదు సార్ ఎప్పుడు నేను అసలు మెట్లు అనేది ఎక్కలేదు అన్నాడట అయినా ఆ కట్టులు విప్పి చూసినప్పుడు మరలా ఎక్స్రేలు తీసి చూసినప్పుడు లోపల ఉన్నటువంటి గాయం మాత్రం నయమవల డాక్టర్ గారికి అనుమానం వచ్చి ఏంటి పరిస్థితి అని సునీల్ని అడిగినప్పుడు ఇదిగో సునీల్ చెప్పినటువంటి మాట ఏంటంటే నా ఇల్లు ఉండేది మొదటి అంతస్తులో ఆ అంతస్తుకు వెళ్ళాలి అంటే అయితే నేను మెట్లెక్కి వెళ్ళాలి కానీ మీరు మెట్లెక్కద్దు అని చెప్పారు కాబట్టి నేను ఒకవైపు నుంచి నిచ్చెన వేసుకొని నిచ్చెన మీద గుండా ఆ అంతస్తు ఎక్కాను అని చెప్పాడట డాక్టర్ గారు ఆశ్చర్యపోతారు అసలు ఎందుకని మెట్లు ఎక్కకూడదు అని డాక్టర్ గారు చెప్పారంటే కాలు మీద బరువు పడకూడదు మెట్లు ఎక్కినప్పుడు సాధారణంగా మెట్ల మీద ఎక్కినప్పుడు కలిగేటువంటి బరువు కన్నా నిచ్చిన మీద ఎక్కినప్పుడు అధికమైనటువంటి బరువు కాలికి పడుతుంది అనేక సందర్భాల్లో ఇదిగో మనం కూడా ఇలాగే ఉంటాం అక్షరార్థమైనటువంటి జీవితాన్ని మనం పాటిస్తూ ఉంటాం యేసుప్రభు వారు పరిస్థితులను గురించి కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు వారు అక్షరార్థమైనటువంటి విషయాన్నే ఇదిగో పాటించేవారుగా ఉన్నారు తప్ప ఏమాత్రం ఆత్మీయ అనుసారంగా ఇదిగో ఆలోచన చేసేవారు కాదు అందుకనే పౌలు భక్తులు మాట్లాడుతూ అక్షరార్థమైనటువంటి ప్రాచీన స్థితిని విడిచిపెట్టి ఇదిగో ఆత్మీయమైనటువంటి నవీన స్థితిని కలిగి ఉండాలని పోల్ భక్తుడు మాట్లాడుతున్నాడు కాబట్టి సునీల్ అక్షరార్థంగా ఎలాగైతే పాటించాలని ప్రయత్నించాడు కానీ ఆత్మీయంగా ఇదిగో తన గాయం నవయం అవడానికి ఏమాత్రము తాను చర్యలు తీసుకోలేదు మనం కూడా అనేక సందర్భంలో అక్షరార్థమైనవి పాటించి ఇదిగో ఆత్మానుసారమైనవి విడిచిపెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఆ కథ మనకి నేర్పించేది ఏంటంటే అక్షరార్థమైనవి విడిచిపెట్టి ఆత్మానుసారమైనవి చేసుకుంటూ ఆత్మానుసారమైనవి పాటిస్తూ దేవునికి విధేయులై జీవిద్దాం దేవుడి మాటల ద్వారా దీవించిన గాక Amén.